అసలు ఇండియా అంటే ఏమిటి అని వచ్చిన డౌట్కి రూపమే నా video friends hi friends welcome to my channel Please drop a like, leave a share the the and and don't forget to అసలు ఇండియా అంటే ఏంటి చెప్పాలంటే చాలా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా వేళ్ళ కింద కలలు సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇండియా అంటే అందరికీ మీకందరి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి జీరోని కనిపెట్టడం కానీ రూరల్ స్కేల్ కానీ సివిలైజేషన్ స్టార్ట్ అయిన స్టార్టింగ్లో సిక్స్త్ సెంచరీలోనే ఫస్ట్ టాయిలెట్స్ని యూజ్ చేయడం కానీ భూమిని గుండ్రంగా ఉంటుందని చెప్పడం కానీ మరి అవుతాయి అట్ల కోసం సబ్స్క్రైబ్ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ అది మీకు ఇంట్రెస్ట్ కానీ ఉంటే చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అని లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి చూడండి సివిలైజేషన్లో మనమే వీరులమని తెలుసుకున్నాం కదా ఇంకొంచెం ముందరకు వెళ్ళాం అంటే ఇంకొంచెం అంటే రెండు వందల ఏళ్ళు ఆంగ్లేయులు పాలించారు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఆంగ్లేయులు రావడం వచ్చి మనల్ని వాళ్ళకి నచ్చినట్టు పాలించడం మళ్ళీ అలా రెండు రెండు వందల ఏళ్ళు గడిచిపోయారు ఫ్రెండ్స్ ఆ టైంలోనే మనకి ఎంతో విలువైన లైబ్రరీస్ని ఫార్టీ సెవెన్ మెయిన్ లైబ్రరీస్ని మనం కోల్పోయాం అందులోనే మనకి ఎంతో ఎంతో విలువైన సంపద సంపద అంటే నాలెడ్జ్ని మనము కోల్పోయాం మళ్ళీ మనము మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ అయ్యాము రీస్టార్టింగ్ ఇయర్స్ కూడా ఉన్నాయి మనకి పద్దెనిమిది వందల ఎనభై నుంచి మనం మళ్ళీ రీస్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఆ రీస్టార్టింగ్లోనే మనం మళ్ళీ రీస్టార్టింగ్ అక్కడి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మనం రీస్టార్ట్ అదొక ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఫ్రీడమ్ వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రీడమ్ వచ్చిన వెంటనే మన ఇండియా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని కూడా మనం తెలుసుకుందాం ఇండియా ఫ్రీడమ్ రాగానే ఇండియా గుడ్నెస్ ఇండియా చాలా ఎక్కువ అప్పుడే అన్ ఎడ్యుకేషన్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాం అగ్రికల్చర్ ఫీల్డ్ పైన కూడా కరెక్ట్గా అవగాహన మనకు లేకపోయింది ఇండియా సపరేషన్ అయింది టూ కంట్రీస్గా అది మొత్తం ఇలాంటి చాలా గొడవలు ఇష్యూస్ మనల్ని రేకెట్టించే అదే రకం ఇండియాలో అప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఇరవై మూడు పాయింట్ నైన్ పర్సంటేజ్ ప్రజలు ఇంకా పెద్దరికంలోనే ఉన్నారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఎన్పిఎల్ నేషనల్ పవర్టీ లైన్ దిగువ టూ థౌజండ్ నైన్టీన్ లెక్కల ప్రకారం లెక్కల్లో అత్యంత తక్కువ నమోదైన సంవత్సరం వచ్చేసి టూ థౌజండ్ లెవెన్లో ఉన్న యావరేజ్గా twenty one point nine percentage అనేది నమోదైంది అత్యంత ఎక్కువ పర్సంటేజ్ నమోదైన సంవత్సరం వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లోనే నార్మల్గా వచ్చేసి twenty three point nine percentage అనేది నమోదైంది ఇది అత్యంత ఎక్కువ పవర్టీ నమోదైన ఎక్కువ నమోదవుతున్న ఇయర్ మామూలుగా మన ఫ్రీడమ్ వచ్చేటప్పటికి పవర్టీ అనేది సెవెంటీ పర్సంటేజ్ అనేది ఉండేది అది ఇప్పుడు చూసుకుంటే చాలా తగ్గింది ఆన్ ఎడ్యుకేషన్ అప్పట్లో చాలా చాలా ఎక్కువ పేదరికం ఉండేది కాబట్టి ఇండియాలో బడ్జెట్ అనేది చదువుకోవడానికి కూడా కేటాయించుకోలేకపోయారు అందుకే అప్పట్లో పర్సంటేజ్ అది అన్ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉండేది ఎంతలా అంటే ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ అనేది అన్ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఇండియాలో ఉండేది అది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి seventy five percentage education percentage అనేది ఉంది ఎడ్యుకేటెడ్ పీపుల్ పర్సంటేజ్ అనేది సెవెంటీ ఫైవ్ ఉన్నది ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో అది ఆ పర్సంటేజ్ అంతా పెరగడానికి గల కారణాలు ఇండియాలో చాలా ఉన్నాయి స్టార్టింగ్లో ట్వెల్వ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పెరిగిందంటే మన గవర్నమెంట్ తీసుకున్న కరెక్ట్ సిచ్యువేషన్లో కరెక్ట్ డిసిజన్స్ కూడా కొన్ని ఉన్నాయి అందులో ఎగ్జాంపుల్గా వచ్చేసి మధ్యాహ్నం ఫ్రీ మీల్స్ స్టార్టెడ్ చేయడం నైన్టీన్ నైంటీ ఫైవ్లో సెకండ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంపల్సరీ చేశారు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి బేటీ బచావు బేటీ పడావో అండ్ స్కీమ్స్ అయినా అలాంటివన్నీ first April two thousand ten నుంచి స్టార్ట్ చేశారు ఆ ప్రభావం అయినా ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం అవన్నీ sixty five point two percentage students study government స్కూల్స్లోనే చేస్తున్నారు లాస్ట్ త్రీ ఇయర్స్లో అని మొన్న ఫోక్స్ మ్యాగజీనే చెప్పింది మళ్ళీ గవర్నమెంట్ అండర్లో వచ్చేసి seven hundred sixty five universities అనేవి ఉన్నాయి friends thirty eight thousand four hundred ninety eight colleges కూడా ఉన్నాయి ఇందులోనే one is unemployment nineteen forty సెవెన్లోనే నైంటీ సెవెన్ పర్సంటేజ్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ రికార్డ్ అయి ఉన్నది మన ఇండియాలో ఎందుకంటే అప్పట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా పర్సంటేజ్ ఉంది అందులో జాబ్ వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ ఉన్నది అంతే మరి ఇంకేం లేదు ఇంకా చూసుకుంటే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ అప్పట్లో మనకి నైంటీ త్రీ పర్సెంటేజ్ జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి లోయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో ఉంది గవర్నమెంట్ ఇవి తక్కువ జాబ్స్ని క్రియేట్ చేయగలిసింది థర్టీ నైన్ పర్సెంటేజ్ ఓన్లీ ఇంకా చెప్పాలంటే Forbes magazine and Times magazine ఈ రెండు కలిపి చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్లోనే థర్టీ వన్ మిలియన్ జాబ్స్ని లూజ్ అయింది లూజ్ చేసుకుంది ఇండియన్ గవర్నమెంట్ అది ఇండియన్ గవర్నమెంట్తో ఫోర్త్ వన్ అగ్రికల్చర్ అదే వ్యవసాయం మన ఇండియాలోనే వ్యవసాయం ఆరు వందల ఏళ్ళ నాటి చరిత్ర మన ఇండియన్ వ్యవసాయానికి ఉంది మన రైతులు ఇప్పటికి కూడా అప్పటి రూల్స్ని యూజ్ చేస్తున్నారంటే అది మన దౌర్భాగ్యం అనుకోవచ్చు అదే మన దీన స్థితి కూడా అనుకోవచ్చు అప్పటి టూల్స్నే ఇంకా యూజ్ చేస్తున్నారు ఎన్ని జంతువులతోటే ఇప్పటికి కూడా టాపింగ్ చేస్తుంటారు మన దేశ జీడిపి యాభై శాతం అగ్రికల్చర్ పైన ఆధారపడి ఉన్న ఒక స్కీమ్ కూడా కరెక్ట్గా ఉండదు అగ్రికల్చర్ అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్న జీడిపి ఇప్పుడు సెవెంటీ పర్సెంటేజ్కి చేరుకుంది ఫ్రెండ్స్ కానీ ఒక సంఘటనలోనే మొత్తం మారిపోయింది ఐదు వేల ఆరు వందల యాభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు only in two thousand fourteen ఇయర్లోనే అప్పటి నుంచి చూసుకుంటే అలాగ పర్సంటేజ్ అనేది తగ్గింది కొన్ని రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే పది సంవత్సరాల్లో జరిగిన సంఘటనల ప్రకారం చూసుకుంటే last ten years two thousand nine నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు యావరేజ్గా more than eleven suicides daily in India farmers ఇట్లో రీజన్స్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ రీజన్ క్రాప్ డ్యామేజ్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలాంటి రీజన్స్ వల్ల ఎక్కువ మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు అని ఒక రిపోర్ట్లో తెలిసింది కదా Please drop a like, leave a comment, share the videos, and don't forget to subscribe.